ఎస్ఐలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ ఎస్ఐలోనే దొరుకును మనకు విడుదల విమోచన స్వస్థత హై హై జీవము జ్ఞానము ఆనందము దేవుడి నదిలో ఉండు భాగ్యము దేవుని పిల్లలయ్యే ఆశీర్వాదము